ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మీకు అప్పులు బాగా ఉన్నాయా ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఈ అప్పుల బాధ నుంచి మీరు బయటపడలేకపోతున్నారా ఇలా ఉన్నవారు అందరూ కూడా నేను చెప్పింది ఆచరించి మీకు ఎన్ని అప్పులైతే ఉన్నాయో అన్ని అప్పులు కూడా తీరిపోతాయి మీరు చేయవలసిందల్లా ప్రతి పౌర్ణమికి కూడా నరసింహస్వామి దేవాలయం మీకు దగ్గరలో ఎక్కడున్నా సరే పౌర్ణమి పౌర్ణమికి కూడా ఆ నరసింహస్వామి దేవాలయంకి వెళ్ళి మట్టి ప్రమిదలలో మీరు రెండు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపం వెలిగించండి వెలిగించి ఈ దీపం కింద మాత్రం పద్మముతో ముగ్గు వేయాలి అది కూడా బీపిండితో వెయ్యాలి వేసి ఆ జయస్తంభం దగ్గర కానీ దాని ఎదురుగా కానీ దీపం పెట్టి పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మాత్రమే చూసుకుని చక్కగా వెళ్ళి ఈ కార్యం ఈ కార్యక్రమాన్ని చేయండి చేసిన తర్వాత నేనిచ్చే మంత్రాన్ని ఆ రోజంతా కూడా ఆ పౌర్ణమి రోజంతా కూడా జపించండి శ్రీ గణేశం రుణం చింది అనే మంత్రాన్ని చేయండి సరే కార్యక్రమం అయిపోయింది తర్వాత ఇంటికి రావాలి ఇంటికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్నారు ఇంటికి వచ్చారు సంకల్పం తీసుకోవాలి వచ్చేసిన తర్వాత వినాయకుణ్ణి అది కూడా మరకత గణపతిని పెట్టండి పచ్చ గణపతిని ఇంట్లో పెట్టుకుని గరిక పూసలు తీసుకుని శ్రీ గణేశం రుణం చింది అనే మంత్రాన్ని చక్కగా ఒక నూట ఎనిమిది సార్లు చేయండి నూట ఎనిమిది పూసలు మీకు గరిక పూసలు దొరకపోయినట్లయితే మీకు ఎన్నైతే దొరుకుతాయో అన్ని పూసలతో మాత్రమే చేసి మిగతాది పసుపు తీసుకుని చక్కగా పసుపుతో చేయండి సంకల్పం ఒకటే తీసుకోండి గణపతికి ప్రీతికరమైన ఏవైతే ప్రీతికరమో బెల్లం మొక్క గణపతికి ప్రీతికరం కదా అలాగే కుడుములు ఉండరాళ్ళు మన కొలది మన టైం అడ్జస్ట్ చేసుకుని ఆ పౌర్ణమి రోజున అవి గనక స్వామివారికి నివేదన చేసి ఆ తర్వాత మీ ఇంటికి ఎవరైతే అతిథిగా రోజు వస్తాడో ఆయనకి ఈ ప్రసాదం పెట్టండి మీరు తినండి వారికి పెట్టండి ముందు వారికి పెట్టిన తర్వాత మీరు తినండి అలాగే ఎవరు రాలేదు సార్ అనుకున్న వారికి మీకు ఎవరైనా మీ ఇంటి వద్దకి యాచకులు వచ్చినా లేదు ఎవరు రాకపోతే మీరే తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర ఉన్న ముసలవారికి గుడ్డివారికి కుంటివారికి మీరే స్వయంగా అది పెట్టి అప్పుడు మీరు తినండి ఆ ప్రసాదాన్ని ఇలా ఒక పదకొండు పౌర్ణములు చేయండి మీకు ఈ అప్పుల బాధలు క్రమేపీ one by one one by one అంటే పదకొండు అంటే నెలకొకసారి పౌర్ణమి కాబట్టి పదకొండు నెలల్లో మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి చేసి చూడండి మంచి ఫలితాన్ని పొంది తీరుతారు మేం చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కనుక జేకేఆర్ జయం టీవీని సబ్స్క్రైబ్